లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తిరిగి మరి కొట్టండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు బోత్ స్టోరీ ఏమైనా చెప్తావా ఓకే అనగనగా ఒక చెరువులో ఒక తాబేలు దాని ఫ్రెండ్స్ రెండు కొంగలు ఉండేవి ప్రతిరోజు అవి ఆ తాబేలుతో మాట్లాడుతూ ఉండేవి ఆ తాబేలికేమోని ఇలా మాట్లాడడం అంటే చాలా ఇష్టం ఆ సంవత్సరం వర్షాలు పడకపోవడం వల్ల ఆ చెరువులో నీళ్లు లేవు ఒకరోజు కొంగలు ఎగురుతూ ఒక కొత్త చెరువు నీళ్లతో చూశాయి అవి పాత చెరువు నుండి కొత్త చెరువుకి వెళ్ళాలి అనుకున్నాయి కానీ తాబేలేమో ఎగరలేదు స్లోగా నడుస్తుంది అప్పుడు మన మరి అవి ఏం చేసే అందుకని అవి ఒక ప్లాన్ వేసాయి కొంగలు ఒక స్టిక్ ఎండ్స్ ముక్కుతో పట్టుకుంటే తాబేలేమో మధ్యలో పట్టుకుంటుంది అవి అలా ఎగరడం స్టార్ట్ చేశాయి అవి తాబేలుతో నువ్వు అస్సలు మాట్లాడొద్దు మాట్లాడితే కింద పడిపోతావు అని చెప్పాయి తాబేలు ఓకే అంది కొంతమంది జనాలు వాటిని చూస్తూ అందరికీ చెప్తున్నారు ఇది చూసి తాబేలు తన ఫ్రెండ్స్కి చెప్దామనుకుని నోరు తెరిచింది కింద పడిపోయి చనిపోయింది దీన్ని బట్టి నీకేం తెలిసింది ఫ్రెండ్స్ మాట ఎప్పుడూ వినాలి అవును మనం ఫ్రెండ్స్ మాట మన పెద్దవాళ్ళు మనకు చెప్పేవి మన మనకు ఎవరెవరు ఏమన్నా మంచి చెప్పారనుకో అవన్నీ విని మనం వాటిని ఫాలో అవ్వాలి ఓకే ఓకే నేను పెద్దవాళ్ళ మాట వింటాను ఓకే వెరీ గుడ్ గర్ల్